నమస్తే మేము ఫేమస్ నమస్తే ఎంతో మజా నడుస్తుంది అన్న నమస్తే కాక ఎట్లున్నారే సూపర్ మళ్ళీ మళ్ళీ పాట ఇచ్చి మళ్ళీ నన్ను ఫేమస్ చేసి మీరు అయ్యో పాట ఎట్లా నడుస్తుంది కథ మేము నేను ఫేమస్ చేస్తుడు నువ్వు మేము ఫేమస్ సినిమాకు వాడితే సినిమా ఫేమస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న సరే కథ ఎట్లా నడుస్తుంది మజా ఉందన్నా ఇప్పుడు రీల్స్ లో గీల్స్ మొత్తం ఇదే ట్రెండింగ్ వస్తుంది అసలు అన్న మెల్లోడే వాడుతుండంటే అదే అవును మాస్ పాటలు వాడి వాడి జనాలకు అదొకటి రిజిస్టర్ అయిపోయింది బట్ ఈ మెలోడీ పాట సడన్ గా షాక్ అయ్యారు ఇదేం ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ రా నాయన రాహుల్ చిప్లిగన్స్ దగ్గర నుంచి అయ్యో పాట కూడా మస్తు హిట్ అయింది పాట యాక్చువల్లీ మజా వస్తుంది కళ్యాణ్ క్రేజీ జాబ్ చేసిన కళ్యాణ్ అసలు డైరీ చేసిన అతను మెలోడీ వాడిచ్చి రాహుల్ కాదన్నా అసలు ఈవెన్ స్పాటిఫై లో వీటిలలో కూడా it's going too good Rahul message వస్తాడు నా క్వశ్చన్ ఉన్నది అంటే మీరు అందరూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జోన్లు ఉన్నారు ఎండికల్ కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నాయి కానీ జనరల్లీ జోన్ అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎట్లా పాసిబుల్ అయింది యూట్యూబ్ నుంచి సడన్ గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఆల్బమ్స్ చేస్తూ అదే ఫస్ట్ ఫన్ పటాకాలో ఇట్లా వీడియోస్ ఇవన్నీ చేస్తుండే యూట్యూబ్లో hmm. కానీ ఇది ఫస్ట్ దీనికన్నా ముందు కాలేజ్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అవును కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి స్టేజ్ మీదకి ఎక్కితే తప్ప ఫోకస్ ఉండదు అదో బ్యాచ్ కెమెరా మెడల్ ఉంటే తప్ప పోరీలు మనం ముంగట్టు ఉంటుంది అదో బ్యాచ్ <laughs> అంతే కదా లేదు <laughs> hmm. అయితే ఫోటోలు దింపితేనే ఇంతమంది పూరీలు వెనుక తిరుగుతారంటే దుర్గా నేను కూడా మనం అసలు వీడియోలు తీద్దాం రవి మనము ఇంకటి మనం మనతో ఇప్పుడు ఎంతమంది తిరుగుతారు క్లాస్ నుంచి క్యాంటీన్ పోతే అర్ధగంట టైం పట్టాలి అందరూ అలకరిస్తుంటే ఇట్లా ఏమైనా చేద్దామా అని అనుకున్నాం అనుకోగానే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఏదో చేసినాం అది మా కాలేజీలో అందరూ చూసి కాలేజీలో అందరూ గుర్తుపడతారు మజా వచ్చింది చెప్పినా కదా మనం ఏదో చేస్తాం రా అని అనుకున్నాం ఇవన్నీ యూట్యూబ్లో చూసుకుంటాను మళ్ళీ అంటే యూట్యూబ్లో చూసుకుంటే యూట్యూబ్లో స్టార్ట్ చేసినాం ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసాం చేసేయంగానే ఒక వెబ్ సిరీస్ చేస్తారా అని చెప్పేసి మాకు కొందరు కెమెరాలు స్పాన్సర్ చేశారు కెమెరా ఇచ్చి మీరు వెబ్ సిరీస్ తీసుకోండి మా ఛానల్లో పెట్టుకోండి మేము కొత్త ఛానల్ పెట్టినాం అంటే ఏమో సీరియల్ తీయమంటారు ఏమో వెబ్ సిరీస్ మనం సేమ్ ట్రావెల్ ఏంటా ఉంటే నా ట్రావెల్ గుర్తుకొస్తుంది అంటే ఆల్బమ్స్ <laughs> ట్రావెల్ నేను అదే అడగబోతున్నాను నా అది ఇప్పుడు షార్ట్ వెబ్ సిరీస్ చేసినాం పిల్ల పిల్లాడని దాని తర్వాత చాయ్ బిస్కెట్ అనే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మేము వాళ్ళకి సినిమాలకు ఎంట్రీ ఇచ్చి నాకు తెలుసుకోవాలని ఏంటంటే అసలు మన కాందానలే లేదనుకుంటా నాకు తెలిసి సంగీతం వైపు కాందానలే లేకుండా దుకాణాల మీద కొట్టుకుంటా అంటే జనరల్లీ మా ఓన్ సిటీలో ఎట్లుంటుందంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఇంకోటి నేను వచ్చిన చాలా స్లమ్స్ నుంచి కదా కొడుకు పనిచేస్తారు అయ్యే మెకానిక్ అనుకో కొడుకు పని సగంగా చదవకపోతే డైరెక్ట్ మెకానిక్ పనులకు గుంజేస్తారు జనరల్లీ ఆ కేటగిరీ నడుస్తుంది మన దగ్గర సంగీతం అంటే ఏం రాదంటారు అంటే ఏ ఏ ఆర్కెస్ట్రాలో పాట పాడుతున్నావు ఎలా కూడా కొంతమంది గానే గానేగాతం అంటే కొంటే కొంచెం ఆర్కెస్ట్రా సో అంత ఆ లెవెల్లో ఉంటుంది అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి అది కానివ్వండి బికాస్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఓల్డ్ సిటీలో నుంచి మా డాడీకి వచ్చిన థాట్ అది వీడు సౌత్ లేడు ఏదో బొగన మీద కొట్టుకుంటా పాటలు పాడుతుండు అక్కడ వెళ్ళా శ్రీ పండిత్ విఠలరావు సాబు అని మా గురుగారు ఉంటుండే ఇది ఏజ్ ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో గజల్స్ నేర్చుకోనికే నేను వాళ్ళ ఇంటికి పోతుండే నాకు కూడా ఆ టైంలో ఏంటంటే దీన్ని ఇది మ్యూజిక్ అంటారు ఓహో దీనికి ఇంత ఫ్యూచర్ ఉంటుంది అండ్ ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వచ్చు ఇట్ వాజ్ నాట్ నా సెన్సెస్లో లేదు అసలు అంటే ఇమ్మెచ్యూర్ ఇమ్మెచ్యూరిటీలో పాటలు పాడుకునే ఒక నాలెడ్జ్ ఉన్నది దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏం సార్ మా డాడీకి మ్యూజిక్ షోకి ఎక్కువ బాగా hmm. పెట్టుకొని చిన్న ఉన్నప్పటి నుంచి కోటిలో పోయి స్పీకర్లు కొనుక్కొచ్చుడు ఆ క్యాసెట్లు hmm. ఉంటాయి కదా అలా hmm. స్పీకర్ల లైట్లు వస్తుండే చిన్న మన ఇంట్లో సో మా డాడీకి ఆ మ్యూజిక్ షోకి వినాలి ఇంట్లో దావత్లైనా క్యాసెట్లు పెట్టి ఇట్లా పాటలు ప్లే చేసుకొని ఓల్డ్ సాంగ్స్ ఇట్లా ఒక ఒక ప్యాషన్ ఉన్న పర్సన్ అనమాట మ్యూజిక్ గురించి మా డాడీ అట్లా తీసుకుపోయి జాయిన్ చేయించి జాయిన్ చేయించిన తర్వాత అక్కడికి వెళ్ళి జర్నీ స్టార్ట్ అయింది ఇక అండ్ uh, ఆస్కర్ మీదకి ఎక్కిన ఆస్కర్ నేను కూడా నీకు పెద్ద ఫ్యాన్ అన్న నేను అన్న మాకి క్రికెట్ ఫ్యాన్ ఇప్పుడు కూడా అన్న కాదు అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా పరిచయం కాకముందు కూడా నాకు ఫోన్ లో ఊక ఫోటో చూపించేది అవునా ట్యాంక్ పోయి దిగినారా ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎంటర్ అయిన మాకు నాకు ఫన్ పటాకలో కిరణ్ కి ఫస్ట్ సపోర్ట్ చేసిందంటే మీరే ఎట్లా చేసినా ఏం పెట్టినా అంటే పాజిటివ్ వైబ్ రాగానే అరే కిరాణ్ అయిపోతుంది చేసేసే ఏం కాదు అమ్మా మీరు ఏడున్నారు తెలుసా మీ స్టేజ్ ఏం తెలుసా అంటే కదా పర్సెంట్ మరి యూట్యూబ్లో నాది కూడా ఒకప్పుడు యూట్యూబ్ బతుకు కాబట్టి అంటే నాకు కూడా పాటలు తీస్తుండే కదా రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి అవి హిట్ అవుతుండే డీజేలలో ప్లే అవుతుండే అరే రాహుల్ రా రాహుల్ రాన్ అని గుర్తుపడుతుండే ఆ ఫీలింగ్ మిమ్మల్ని చూస్తుంటే అనిపించింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం యూట్యూబ్ని కొంచెం మన ఈ తెలంగాణ ఫ్లేవర్లో కొంచెం యూనో దాన్ని ప్రజెంట్ చేస్తూ మంచిగా స్కిట్స్ చేస్తూ మా ఇంటికి కూడా వచ్చింది ఒకసారి ఇంటికి వచ్చి నార్మల్ ఎగ్జైట్మెంట్ తో చెప్పలేరు రాఘవరావు మా ఇంటికి వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయలే కదా నా లాంచ్కి వచ్చినావు మళ్ళీ మా డాడీకి బయటికి పిలిచి ఓ నీ కొడుకు పెద్ద స్టేజ్కి వెళ్తాడు గుర్తు పెట్టుకో అని చెప్పాడు <laughs> అన్న ఫస్ట్ ఇప్పుడు మీరు అందులో క్లాసెస్ నేర్చుకున్నాక ట్రైన్ అయిపోయినాక ఫస్ట్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడు చేసిరన్న అంటే ఏ సినిమా ఏం చిన్న ఉన్నప్పుడు ఏమవుతుండే అంటే ఈ మన హిందీవి మలయాళం ఇవన్నీ డబ్ చేసి సాటిలైట్ కి ఈ ఛానల్స్ అమ్ముతుండే మన తెలుగు ఛానల్స్ కి అటు డబ్బింగ్ సాంగ్స్ ఉంటుండే చాలా తక్కువ ప్రైస్ కి సాటిలైట్ ప్రైజెస్ కి కొని తెలుగు రైట్స్ తీసుకొని చిన్న చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ మనీ మేక్ చేసుకుని దాంట్లో చిన్న అమౌంట్ ఫస్ట్ పాటలు కూడా అట్లా స్టార్ట్ చేసిన దాంట్లో హిట్ అయిన పాట ఏదైనా ఉందా మీకు గుర్తు దాంట్లో హిట్ లేదు అది ఆ పాట డబ్బింగ్ పాటలు ఎప్పుడు హిట్ కావు హిట్ కావు అసలు మూవీలు వచ్చినా కూడా తెలియదు జస్ట్ ఫర్ అండ్ పర్పస్ అట్లా ఫస్ట్ ఏది వచ్చిందా అరే ఈ సాంగ్ మన నలుగురిని తెలిసే నలుగురికి తెలిసేలా చేసి ఇక నేను ఫేమస్ ఎట్లయినా అంటే ఇవన్నీ సాంగ్స్ ఏమిందంటే ట్రాక్ లిస్ట్ ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మగజాతి తీసిన కొంతమందికి తెలిసింది మంగమ్మ తీసిన కొంచెం ఎక్కువ మందికి తెలిసింది మాకి కిరికిరి బ్లాస్ట్ అయింది పూర్వై కూడా పూర్వై బ్లాస్ట్ మాకి కిరికిరి బ్లాస్ట్ గల్లిగా గణేష్ బ్లాస్ట్ ఎందుకే చాలా తక్కువ మంది మెలోడీ లవర్స్ ఓన్లీ మెలోడీ లవర్స్కే తెలుసు అది ఇప్పుడు ఈ పాట ఎట్లుంటుంది అంటే మగజాతి మంగమ్మ ఎందుకే మనం చూసినాం అనుకో పా పాట బాగుంది బాధిషి కాదు ఇది ఒక వర్జన్ మంగమ్మ చూసింది అనుకో చూడరా నేను అది లుంగి జారింది ఈ వర్జన్ సో ఆ కంటెంట్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి కొలోకియల్ భాష మంగమ్మ సాంగ్ మంచి లాంగ్వేజ్లో పూర్వయో ఇవ కొన్ని ఫ్లాపులు కూడా పడ్డాయి మధ్యలో ఆల్బమ్స్లో కూడా బట్ ఎప్పుడు ఆపలేదు దాని దాని లాస్ట్కి ఏంటంటే అట్ లాస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడ ఫేమస్ అయినా అంటే మాకి గిరికి పూర్బాయ్ అయితే మేము డయాట్ ఫ్యాన్స్ అసలు మెంటలైజ్ అవ్వాలి సార్ అసలు మామూలుగా ఇప్పుడు కూడా అనిపించింది వీళ్ళకి ఏది నచ్చితే అది చేసేస్తా రావులు అని అనిపించింది ఇప్పుడు అనిపించింది అందులో ఒక డైలాగులు ఉంటాయి కదా స్లో మోషన్ ఉంటాయి డైలాగులు పైసలు అంటే ఎడిటేబుల్ మీద కూర్చొని కాల్ తీసుకుని మస్తు కష్టం అవుతుంది అన్న తీసినాక హిట్ అయినా కానీ మంచిగా ఉంది అనిపిస్తుంది అది కొంచెం వెరైటీగా చూస్తాడు కదా అదే ఒక్కడే మ్యూజికాలిటీలో కూడా లైక్ రాగా చేసేది కూడా ఇస్తాడు కూర్బాయిలో అది కైండ్ ఆఫ్ సూఫీ సాంగ్ అరే సాగర్ మందందుకు తెలుసురా అవన్నీ స్పాంటనిటీ చేసినాయి పెద్ద ప్లాన్ ఏం లేకుండే పాండబ్బలో ఉన్నోన్ని ఒక దోస్తుగాడు ఫోన్ చేసి పిలిస్తే ఏమని పిలుస్తాడు కాన్వర్సేషన్ జనరల్ కొలోకిల్ భాషనే అది కాకపోతే మనం ప్రజెంట్ చేసేసరికి క్రౌడ్ కొంచెం డిఫరెంట్ అనిపించింది ఇందాక ఎందుకే పాట hmm. ఆ పాట మెలోడీ మజా ఉండే మా ఫ్రెండ్ మణిగాడు కూడా చూపిస్తారు మెలోడీ మస్తు ఆడతారు అన్న మా రాహుల్ అంటే మాసే రవి ఏమన్నాను మంగమ్మనే అని మేము అనుకుంటుండే అంటే బట్ నా ఫేవరెట్ పర్సనల్లీ వచ్చేసి దూరమే దూరం అదే ఐ లవ్ దట్ సాంగ్ ఆ మాట అట్లా డిస్కషన్స్ ఇట్లా అవుతుంటే మా మధ్యలో ఈ అయ్యయ్యో సాంగ్ కంపోజ్ అయినాక కళ్యాణ్ hmm. కళ్యాణ్ నేను ఇంట్లో కూర్చొని చూసినప్పుడు టీవీలో మామూలు యూట్యూబ్లో వెన్నెలవే పాట మీరు ఈటీవీ షోలో చూసాను ఈ కళ్ళు నీలి సముద్రం hmm. ఇదంతా ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా వాడినప్పుడు అసలు మెంటల్ ఉంది మెలోడీ వాయిస్ మీకు కూడా తెలుసా అసలు ఆ మెడ్లీ ఎందుకు చేసిన మెలోడీ మెడ్లీ వాళ్ళు కూడా ఈటీవీ ఆ ఛానల్ వాళ్ళు కూడా మాస్ మెడ్లీ అడిగారు మెలోడీ పాటలు టాలెంట్ అమ్మ నా లోపల తొక్కేస్తుర్రు అని ఏం చేసిన మెల్లగా ఈటీవీ మెట్లు చేసిన అండ్ ఆ రోజు ఎక్స్పెక్టేషన్ ఏం తెలుసా నాకు నేను చేసేటప్పుడు ఈ పాటలు విని ఒక్కడన్నా మెలోడీ సాంగ్ ఇస్తాడు అనుకున్నా ఒక మీరు ఐరు చూడు కోఇన్సిడెన్స్ నేను అనుకున్నది కూడా అదే యాక్చువల్లీ వాస్తవంగా టాలీవుడ్ ని ఆస్కర్ స్టేజ్ టాలీవుడ్ని ఆస్కర్ రిప్రజెంట్ చేస్తుంటే ఎట్లా అనిపించింది మస్తు బరువు ఉండే అంటే బరువు ఇన్ ద సెన్స్ అంటే బాధ్యత బరువు బాధ్యతలు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ నేను భైరవాదేమో ఇట్లా చేతులు గిచ్చుకుంటున్నాను నిజమేనా నిజమేనా అని ఈ సెకండ్ థింగ్ ఏంటంటే పక్కన దీపికా పదుకోను డ్వాన్ జాన్సన్ వాళ్ళిద్దరు అంటే కోసుకుంటా నేను దీపికా పదుకొని గారికి నేను పెద్ద ఫ్యాను నా జిందగీరే తెలియదు సుమన్ ఇట్లా ఆమె నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది మమ్మల్ని ఇద్దరిని పాడనీకి అని చెప్పేసి అని దట్ విల్ బి ఒక స్టేజ్ వస్తుంది లైఫ్లో ఈ దీపికా పదుకొని ఇంట్రడ్యూస్ చేస్తే రాహుల్ సిప్లిగాజ్ పాడతాడన్న ఫీలింగ్ లైఫ్ లాంగ్ మర్చిపోను అది that was a very great feeling and whole India మొత్తం వెయిట్ చేస్తుండే హోల్ బడన్ ఘోరం బడన్ ఉండే మంచి పర్ఫామ్ చేయాలి మంచి ఒకటే థాట్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు ఎక్కడ మిస్టేక్ జరగవద్దు అండ్ కోఆర్డినేషన్ మిస్ అయితే గఫలైతే అవును కోఆర్డినేషన్ మిస్ కావద్దు అది ఇది మర్చిపోవద్దు అది అన్నట్టు ప్రాపర్గా చేసి అట్లాస్ట్కి నాటు నాటు సాంగ్ ఎండ్ అయిపోయింది అందరూ స్టాండింగ్ అవేషన్ నా జిందగీలో ఒక క్రేజీ పార్టీ అటెండ్ చేసిన అంటే అది ప్రియాంక చోప్రా గారి ప్రియాస్కర్స్ పార్టీ అదైతే నెక్స్ట్ లెవెల్ సిటీ అది పారమౌంట్ స్టూడియోస్ లో పార్టీ జరిగింది పోయి పారమౌంట్ స్టూడియోస్ లో పారమౌంట్ అనేది ఎప్పుడు చిన్న ఇంగ్లీష్ సినిమాలకు చూస్తూ ఉంటే ఇట్లా కొండ వచ్చి కొండ సుక్కలు వస్తుంటాయి ఇక్కడ ఉంటుందిరా బ్యానర్ అని కూడా తెలియదు అసలు అది ఆ స్టూడియోలో పార్టీ తిప్పి కొట్టి చూస్తే ఇంతమంది స్టేటస్ తెలియదు డెస్టినీ అసలు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నాకు అనరాగన్నా మీరు ఆర్ట్స్ స్టేజ్ మీద వాడుతుంటే నాకు ఆ ఫోటో పంపి సుమంత్ ఎక్కడ ఒలిసితే ఎక్కడ తూలిపెట్టు ఎక్కడ ఆస్కారం నీకు కూడా తెలుసా సుమంత్ ఇప్పుడు ఎంతైనా కానీ కూడా basically I believe in when when hard work meets opportunity then you will take your first step of success అనే పదం ఉండదు లైఫ్లో సక్సెస్ అనేది ఇంకో స్టెప్ స్టెప్ ఎక్కాలనుకుంటూనే ఉంటాడు ప్రతి ఒక్కడు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి తగ్గ హార్డ్ వర్క్ మనం చేసి రెడీ ఉండాలి మన నేషనల్ వైడ్గా మనకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది చేసినాం ఒక పాట ఘోరంగా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నేను మ్యూజిక్ వీడియోస్ ఇస్తాను స్టేట్ వైజ్ గిట్ అయితే అవి నేషనల్ వైడ్ గీతాను మనం లక్ అరే వీళ్ళకి మస్తుంది ఏమో మొత్తం దేశంలో ఇంపార్టెంట్ నడుస్తుంది but that is something beyond that the performing at Oscars representing India in front of big big celebs in the auditorium అది నెక్స్ట్ లెవెల్ సిట్టి కదా మాస్ <laughs> కాకపోతే ధూల్పేట్ల ఉట్టి పెరిగి మంగళాట్ల ఉట్టి పెరిగి అదే పతంగులు అదే దూల్పేట అంటే సగం మందికి నీ వల్లనే తెలుసు దూల్పేట ఎవరు అంటే రావుల సిటీ అంటారు పతంగులు మాంజా <laughs> ఎక్కడ సిటీ ఎక్కడ ఎక్కడ ఆస్కారం గుడుంబ అంటే గుడుంబ అంటే దూల్పేట <laughs> ఈ ఈ జోన్ చూసిన ఫిలిం నగర్ హిల్స్ రావాలన్న సపరేట్ ప్రపంచం చిన్న ఇప్పుడు బండి వేసుకొని తిరుగుతుండే అసలు ఈ ఏరియాలు ఇట్లుంటాయి చూద్దామని <laughs> ఇప్పుడు అన్నీ ఉంటున్నావు డెస్టినీ మనం డిసైడ్ చేయలేము ఇక అంతే ఇంకా మమ్మల్ని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అన్న కలుస్తా ఉన్నాం మేమేం తెలుసు టీజర్ చూసినావు రెండు పాటలు పాడినావు సారీ ఒక పాట ఒక పాట పాడినావు ఇంకోటి వాడబోతున్నావు <laughs> ఇప్పుడు పాడుతున్నా <laughs> సో ఇప్పుడు నీకు సినిమా ఈ ఇప్పుడు బాయ్స్ తీసిరు ఈ మనోళ్ళు తీసిరు అని ఒకటి ఉంటుంది నీకు ఏమనిపిస్తుంది సినిమా ఎట్లుంటుంది అనిపిస్తుంది ఎక్సైటెడ్గా ఉన్నా మేము ఫేమస్ టైటిల్ ఎంత రాక్ అయితే మీరు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను షేర్ చేసిన నేను ఎవరు ఆలోచించని చేయను ఏ నేను ప్రతి ఒక్కరు మనకు నచ్చినాయి అంటే నేను చాలా మంది చేసిన అట్లా నాకు సిద్ధు జొన్నలు కూడా కూడా అట్లనే ఫ్రెండ్ పరిచయం లేదు అయినా కానీ కూడా షేర్ చేసిండు రాహుల్ అది అట్లా ఫస్ట్ చాట్ స్టార్ట్ చాట్ అట్లా స్టార్ట్ అయింది సో అట్లా షేర్ చేసినప్పుడు నాకు పోస్టర్ చూడంగానే అరే దిస్ ఇస్ సంథింగ్ దిస్ పగలగొట్టబోతున్నారు సో దాంట్లో మళ్ళీ అయ్యయ్యో అనే మెలోడీ సాంగ్ పాడడం అనేది I'm feeling so happy next నువ్వే చెప్పు అయ్యో దగ్గర ఆగిపోయినట్లా అన్న నెక్స్ట్ పాట పేరు మినిమం పాట ఓకే ఎట్లయితే మీరు డెక్ మీరు అనే మీ స్టైల్ కి చాలా దగ్గరగా ఏం చేసినా మినిమం ఉంటది no science added just to feel that energy through your feel outside అంతే చిట్టు మేము ఏందో చెప్పు అట్లా పాట టీమ్ మినిమమే మినిమమే మినిమమే క్రికెట్ లా మినిమమే మినిమమే మినిమమే రావులు వాడి పాట మినిమం ఎక్కడడి చేయాలి ఫస్ట్ ఇంతసేపు క్యారమ్ కూడా టాస్ టాస్ కదన్నా ఏదో వైట్ చూస్ చేస్తే మ్యాజిక్ ఏడ చూడలేదు సరే ఫస్ట్ ఏంది మినిమం పడుతుందా లేదా పడుతుంది నేను అన్ని డిస్టర్బ్ మినిమం మినిమం క్యా సుమంత్ మినిమం ఉన్నాడు <laughs> అరే తెలుగులో ఒకటి టాక్ ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఒక సింగర్కి ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వడం అంటే అది చాలా లక్ కింద భావిస్తాను నేను అది ఎలాంటి సింగర్ అయినా రాహుల్ సిప్లి గారు అంటే మాస్ సింగర్ ఆ బ్రా చాలా మంది చాలా పాటలు పాడుతుంటారు కొంతమంది సింగర్స్ ఉంటారు వాళ్ళు అన్ని కైండ్ ఆఫ్ జానర్ పాడుతుంటారు కానీ స్పెషలైజేషన్ అని ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వడం అది మాసా మెలోడియా క్లాసికలా ఏదో ఒకటి ఆ క్రియేట్ అవ్వడం అనేది కూడా ఒక నాకు మంచిగా అనిపిస్తుంది ఇక మినిమం పాట మినిమం అదరకూడదాము మ్యాక్సిమం అది అన్న అదే అన్న అంటే like you feel the lyrics మనం ఆల్రెడీ అయ్యో చేసినప్పుడు కూడా నేను ఇక్కడ అట్లా యాడ్ చేయాలా ఇక్కడ ఇది యాడ్ చేయాలి అయ్యో వాడుతున్నప్పుడు వాజ్ వెరీ స్కేడ్ ఎందుకు స్కేడ్ అంటే నా గొంతు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సింగింగ్ అలవాటు పడిపోయింది అలవాటు పడిపోయింది ఏదన్నా ప్రతి వర్డ్ పంచుతో రావాలి ప్రతి వర్డ్ ఈ సింగింగ్లో కూడా ఎట్లుంటుందంటే జనరల్ కళ్యాణ్కి తెలుసు కంట్రోల్ చేసి పాడడం అనేది మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ యూనో ప్రజెంటేషన్ ఆ కంట్రోల్ చేసి లిరిక్ని హార్ష్ అవ్వకుండా యూనో uh, ఆ మెలోడీ తీసుకురావాలంటే మెలోడీ సింగర్స్కి ఈజీ ఉంటుంది బట్ నా కైండ్ ఆఫ్ సింగర్ మాస్ వాడే sing singer so after any time ఆ మెలోడీ సాంగ్ అంత కంట్రోల్ అంటే యువర్ టెలింగ్ ఇట్లా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం and more than singing I love the involvement that your trying to show because it's my and our film అదే ఇది మన ఫిలిం స్పెషల్లీ అది నీ వాయిస్ మన వాయిస్ అనలేవు నువ్వు సో దట్స్ ఐ వెరీ ఏమంటారంటే అది నా వాయిస్ అది ఏమో రేపు వినేటప్పుడు నాకే మంచిగా అనిపించాలి ఫస్ట్ బయట వదిలేసి అంతే అది నాకు అది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఇట్లా ఇద్దాం అట్లా అని you're trying to show the options like which we're trying to pick and అది మెలోడీ కూడా వాడడం అదే సాడ్ వర్జన్ కూడా వాడినా కదా అదే అసలు దాని గురించి టాపిక్ <laughs> అది సస్పెన్స్ అది సస్పెన్స్ లాగా పెట్టేసారు గైస్ అయ్యో సాంగ్ సాడ్ వర్జన్ కూడా నాతోనే వాడిపించారు <laughs> ఎనిమిది లైన్లు అని చెప్పి పదహారు లైన్లు పడిపించారు అండ్ పదహారు లైన్లు రిలీజ్ చేస్తారా ఎనిమిది లైన్లు రిలీజ్ చేస్తారా సాడ్ వర్జన్ ఆఫ్ అయ్యో నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాను వ్యూపర్నే వదులుతలేవన్నా ఇంకా నేను మిగతా లైన్ ఎందుకు దాచిపెట్టుకున్నా పక్కా లైక్ అది చాలా సర్ప్రైజ్ గా బయటకు వస్తుంది బ్రేకప్ సాంగ్ బయటకు వస్తుంది అసలు స్టేటస్ వాట్సాప్ స్టేటస్ మొత్తం స్ట్రింగ్స్ గుండెలో గుచ్చుకుంటే ఆ పాట పెట్టుకొని ఎంతమంది కలిసిపోతారు ఇట్లా బాధపడుతున్నాను నేను కలిసిపోయి అని చెప్పి పాట చూపించాలి Okay, guys, all the best. Thanks and being famous. Uh, minimum, minimum, minimum part of it, maximum. As much as power I'll put in my voice. Let's rock it.